సెప్టెంబర్ పది ఆత్మహత్యల నివారణ దినోత్సవం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రైతు స్వరాజ్య వేదిక గత కొన్ని సంవత్సరాలుగా ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడదామని పిలుపునిస్తూ రైతులతో రైతులకు సంఘీభావంగా ఇతర పౌర సమాజంతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంవత్సరం కూడా వివిధ ప్రాంతాలలో రైతు స్వరాజ్య వేదిక పిలుపు మేరకు కార్యక్రమాలు జరిగాయి గ్రామీణ ప్రాంత రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యగారి చొరవతో ఏప్రిల్ పద్నాలుగున ప్రారంభమైన కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ విజయవంతంగా నడుస్తోంది హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పది నుండి వారం రోజుల పాటు వికారాబాద్ జిల్లా అంతటా విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి తాండూరులో కాలేజీ విద్యార్థులు రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు కాలేజీ విద్యార్థులుగా రైతాంగ సమస్యలపై చర్చా గోష్ఠులు నిర్వహించారు మొమిన్పేట మర్పల్లి బంట్వారం మండలాలలో జిల్లా కలెక్టర్ దివ్య గారి ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు జరిగాయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సమస్యలుంటే కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు ఇబ్బందులు ఉండి మన రైతులు వికారాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఇబ్బందులకి గురి అవుతున్నారు కానీ కలెక్టర్ గారి కింద ఐదు వందల ఒక్క గ్రామం ఉన్నాయి మీకు ఇరవై గ్రామాలు అయితే ఇక్కడ ఉన్న ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి నాకు ఐదు వందల ఒక గ్రామం రెవెన్యూ విలేజ్ మూడు వందల అరవై ఏడు గ్రామ పంచాయతీ పది లక్షల మందిలు ఉన్నారు వాళ్ళందరి ఇబ్బందులు నేను వినాలంటే ఏం చేస్తాను కష్టం కదా అదేవిధంగా ఎవరికి ఎక్కువ ఇబ్బంది ఉందో వాళ్ళు ప్రజాని ప్రజావానికి ఎక్కువ రావడం లేదు ఎవరైనా ఈ మధ్య తరగతిలో ఉన్న తరగ తర మిడిల్ మెన్ ఉంటారు కదా వాళ్ళు చాలా నా దగ్గర వస్తున్నారు అందువల్ల సర్పంచులు కూడా పాపం వాళ్ళు ఎక్కడో దూరం దూరంగా అనుకోండి మనమే ఇక్కడ ఉన్నాం మనం అనుకుంటే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు నాలుగు అంశాల మీద నేను మాట్లాడాలని అనుకున్నాను నేను తహసీల్దార్స్ని ఎంపీడీఓస్ వాళ్ళ మీటింగ్ పెట్టి నేను వాళ్ళకి చెప్పడం జరిగిందంటే వాళ్ళకి అర్థమవుతుంది కానీ మీ అందరికీ ఎలా ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అందువల్లనే ప్రత్యేకంగా నేనే వచ్చి మాట్లాడాలని అనుకున్నాను ఫస్ట్ విషయం నేను కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి మాట్లాడతాను మీకు ఇది దీని గురించి పరిచయమే అవసరం లేదు మర్పల్లి నుంచే మాకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి సంగమేశ్వర్ గారు ఇక్కడ నుంచే కాబట్టి ఈ మండలి బిడ్డ అలాగా ఆయన ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఫోన్ చేపిస్తున్నారు ఆయనప్పుడు కూడా నేను ఒకసారి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఇప్పుడు కలెక్టర్ గారికి నేను స్వయంగా తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది ఇక్కడ నేను పది సంవత్సరాలు పనిచేసినా కూడా ప్రతి గ్రామం సమస్యలు తెలవాలన్నది నాకు కష్టం సో దీనికి సొల్యూషన్ ఏంటి ప్రజావాణిలో వచ్చి మీరు చెప్పుకోవచ్చు కానీ చాలామంది ప్రజలు ప్రజావాణికి అక్కడ అంత దూరం రావాలంటే కష్టం కాబట్టి రైతులు స్పెసిఫిక్ ఇక్కడ మనం వికారాబాద్ చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో రైతు ఉంటారు ఇక్కడ వేరే పని లేదు అంటే కొన్ని చోట్ల వేరే రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయి కానీ మరపల్లి మండలం మనం తీసుకుంటే తొంభై ఐదు శాతం మంది మన వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు అప్పుడు వ్యవసాయంలో మీరు చూస్తే చాలామందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు మన ల్యాండ్ రెవెన్యూ రెవెన్యూ రికార్డ్స్లో ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు ఆఫీసర్ ప్రతి గ్రామానికి వెళ్తున్న దానికి అవకాశం ఉండకపోవచ్చు అలా ఉన్నప్పటికీ కూర్చోవాలి ఏం చేయాలి అనే ఆలోచన చేసినప్పుడు మేము centre for sustainable agriculture so మనం ఇద్దరు కలిసి ఈ ఫోన్ లైన్ని మీ అందరికీ అందజేస్తాం ప్రత్యేకత్వం ఈ కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ అక్కడే ఉండి ఈ ఫోన్ నంబర్కి కాల్ చేస్తే రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దీంట్లో కాల్ చేస్తే నమోదం చేసి త్వరలోనే పరిష్కారం చేయడం